నా మెయిన్ థింగ్ ఏమంటున్నానంటే నమ్మకం అనేది లేకపోతే మనిషి బతకలేడు దెన్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాం అనేది సెకండ్ పాయింట్ ఇప్పుడు for example I always believe Muslims belief is much more stronger than Hindus దానికి కారణం ఏంటంటే ఐడల్ లేదు అక్కడ మనం ఏంటి మూడు కోట్ల దేవుళ్ళు ఉంటారు వినాయకుళ్ళే వంద మంది ఉంటారు వంద వంద టైప్స్ ఉంటాయి <laughs> ఇంకో దేవత ఏదో ఇన్ని టైప్స్ ఉంటాయి యాదగిరిగుడి నరసింహస్వామి తిరుపతి ఇది అది ఇంత మీరు డైవర్షన్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా కష్టం అవును యూనో వెరాజ్ ఇన్ ఇన్ ఇస్లాం బికాస్ మీకు తెలీదు ఒక అన్నోన్ ఎంటిటీ ఇన్విజిబుల్ ఎంటిటీ అంటే ఇప్పుడు మీరు సినిమాలో పాత సినిమాల్లో విలన్ కనిపించకుండా ఒకటి వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి అది అంటే మన ఇమాజినేషన్లో పెరుగుతూ ఉంటుంది అది ఒక డెఫినెట్ విజువల్ ఉంటే అది రాదు you know so I'm I'm talk release only one aspect అలా ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది లేకపోతే ఒక పార్టీ లీడర్ ఉంటాడు